వసంత కాకిల అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేనైనా నన్ను కాదని ఆ కాటా పున్నయ్యకి టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేమన్నా చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా ఇదిగో నా బలం ఏంటో అందరికీ తెలుసు నాలాంటి నాయకుడి కోసం ఆ గులాబీ పార్టీ వాళ్ళు పచ్చ పార్టీ వాళ్ళు డేగ కళ్ళతో ఎదురు చూస్తున్నారు తెలుసా మనం ఇక్కడే ఇలాగే కూర్చుంటే అవతల టికెట్ కాస్త కాటవాడ తన్నుకు పోయేటట్టున్నాడు లాభం లేదు హైదరాబాద్లో టెస్ట్ అయ్యాల్సిందే మంచి హోటల్ చూసి రూమ్ బుక్ చేయండి అన్నా ఇదొకసారి చూడండి ఏది పునఃప్రారంభం మా హోటల్ హైదరాబాదులో హై క్లాస్ ఏరియాలో ఉంది అతి విశాలమైన లాడ్జీ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం పది కిలోమీటర్లు మాత్రమే ఏరా మన ఊర్లో ఎయిర్పోర్ట్ ఉందా లేదన్నా అయితే మనకి దాంతో పని లేదు రైల్వే స్టేషన్ నుంచి కేవలం పదిహేను కిలోమీటర్లే అన్ని రూములు హైటెక్ హంగులతో తీర్చిదిద్దబడినవి all rooms twenty four hours lights switch వేస్తే all rooms twenty four hours fan switch వేస్తే all rooms twenty four hours water tap తిప్పితే all rooms twenty four hours attached bathroom all rooms twenty four hours fridge colour TV with cable connection all rooms twenty four hours personal butler service ఇవన్నీ మనం ఎప్పుడు దిగే హోటల్లో ఉన్నాయే కదరా కింద ఇంకో లైన్ చూడన్నా మా హోటల్లో స్టే చేసిన వారు ఇంతవరకు పార్టీ టికెట్ల విషయంలో నిరాశ చెందలే పార్టీ టికెట్ల విషయంలో నిరాశ చెందలేదు పునఃప్రారంభ ప్రత్యేక ఆఫరు ఒకరుంటే ఇంకోరికి free phone number two three five four five four five four రై వెంటనే హోటల్లో రూమ్ బుక్ చేయరా అలాగే నువ్వు హైదరాబాద్ వంటికి తీరా టికెట్ ఆ సిట్టింగ్ నిలబడకుండా చెయ్యాలా తీరా హైదరాబాద్ బండికి టిక్కెట్ అలాగేనయ్యా అన్నమలై తంబి ఇంక ఆడవందాండ అన్నమలై తంబి ఇంక ఆడవంద అన్నమలై తంబి ఇంక ఆడవందాండ అన్నమలై తంబి ఇంక అరే మన అంజీ ఇచ్చిన ఆడరా అంజీ సార్ వాడి యాడా అదేరా ఊరికెళ్ళే ముందు ఇస్తానన్నాడు చూడు అది ఓహో బ్రహ్మాండమైన ఐడియా అమృతం ఈ యాడ్ మనకెంతో మేలు చేస్తుంది ఈ ఎలక్షన్ సీజన్లో టిక్కెట్ల కోసం క్యాంప్ వేసే క్యాండిడేట్లతో సిటీలోని హోటల్స్ అన్నీ నిండిపోతాయి ఇదే మంచి తరుణం ఖాళీగా ఉన్న ఒక్క రూమ్ని లాడ్జ్ రూమ్గా రీఓపెన్ చేయడానికి లాడ్జా నా ఇంట్లోనా అవునరా ఎలాగూ స్పేర్ బెడ్రూమ్ ఉందిగా ఇంట్లో మొత్తం మీద ఏకో నారాయణలా నువ్వు ఒక్కడే ఉంటున్నావుగా ఈ సీజన్ అంతా దాని అలా యూస్ చేద్దాం రూమ్ రెంట్ కాకుండా వచ్చే పోయే వాళ్ళతో ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ ఒరే అంజీ నీ స్టైల్ మారదురా ఉన్నది లింగు లిట్టుకుమంటూ ఒక్క రూమ్ అయితే దానికి ఆల్ రూమ్స్ ఆల్ రూమ్స్ అని ఐదు అంతస్తులు వంద గదులు ఉన్న బిల్డప్ ఇచ్చావు కదరా అంజీ సార్ వాడు రొంబ రెచ్చిన్ రైటర్ సార్ వాడు నేను వెళ్ళి రూమ్ రెడీ చేస్తా రొంబ రెచ్చిన్ రైటరా good morning this is reception Amrit Vilas may have your reservation please MLA Kaja Anantayya పేరు మీద ఒక రూమ్ రిజర్వ్ చేయాలండి ఓ ష్యూర్ ఎప్పటి నుంచి ఎన్ని రోజులు రేపటి నుంచి అక్కడికి వచ్చాక ఎన్ని రోజుల్లో చెప్తాం okay sir hello Kata Punnayya MLA ఒక్క రూము రేపటికి సరే సరే ఈ సర్వంగాడు ఎక్కడ చచ్చాడు ఒరే సర్వం రేపే మన ఫస్ట్ కస్టమర్ దిగబోతున్నాడు రా మీరు చెప్పకముందే నా అందా రెడీ సార్ నా బుర్రలో ఏముందో ముందే కనిపెట్టే కనికట్టు విద్య ఏమైనా తెలుసంట్రా నీకు కనికట్టు లేదు కాదల కొండేను లేదు ఫోన్ కాలింగ్ ఓహో వీడంతా దూరం నుంచి లిజనింగా ఆహా ఇది రాత్రి కొండుదాంరా రే అమృతం ఎలా ఉన్నావురా hi Samba what a surprise ఏంటి ఇలా వచ్చావు పేపర్లో నీ లాడ్జి యాడ్ చూసి వచ్చాను <laughs> నేనే నీ ఫస్ట్ కస్టమర్ని మళ్ళీ నైట్ బస్కి వెళ్ళిపోతాను అంటే ఒక్క పూటే ఉంటావా ఫస్ట్ హాఫ్ కస్టమర్ అనమాట ఇంతకీ ఏంటి హడావిడి నువ్వు టికెట్ పని మీద వచ్చావా ఏంటి టికెట్ పని మీద కాదు కానీ ఎలక్షన్ పని మీద వచ్చాను రా ఆహా. ఎక్కడి నుంచి వస్తున్నావు ఇప్పుడు కర్ణాటక షిఫ్ట్ అయి ఫైవ్ ఇయర్స్ అయిందిరా మైసూర్ వార్నిష్ కంపెనీలో జాబ్ ఆ పని మీద ఇప్పుడు ఈ ఊరు వచ్చా ఏం job supervisor stain remover indelible ink తయారు చేస్తాం ఢిల్లీ ఇంకా ఇందాకే మైసూర్ అని మళ్ళీ ఢిల్లీ ఇంకా అంటారేంటండి ఢిల్లీ కాదు నాన్న ఇండెలబుల్ ఇంక్ ఏంట్రా ఇందులో స్పెషాలిటీ ఎలక్షన్ లో ఓటేయటానికి వెళ్ళినప్పుడు వేలు మీద ఒక ఇంకు చుక్క పెడతారు గుర్తుందా ఎంత తుడిచినా పోదు ఆ ఇంకే ఈ ఇంకు ఇది కేవలం ఆ పర్పస్ కోసమే తయారు చేస్తారు శాంపిల్ టెస్ట్ కోసం హైదరాబాద్ తీసుకొచ్చాను <laughs> సరే ఈ బాక్స్ ఏంటి ఇది స్టెయిన్ రిమోవర్ ఎలాంటి మచ్చలైనా ఇట్టే తుడిచేస్తుంది అంటే ఈ స్టెయిన్ రిమోవర్ తో ఈ ఇంకు మార్కల్ని పోగొట్టేయొచ్చా వచ్చా ఈ ఇంకు మరకం తప్ప మరి ఏ రంగు మరకనైనా పోగొడుతుంది ఓహో సరే ఒక్కోటి ఈ ఇంకివ్వకూడదురా కావాలంటే ఈ స్టెయిన్ రిమోర్ ఉంచుకో సర్లే టేబుల్ క్లాత్ మీద సాంబార్ మరకలు పోగొట్టడానికి ఉపయోగపడుతుందేమో అంటే ఇది సాంబార్లో కలిపితే క్లాత్ మీద మచ్చలు పడవా సార్ వాడు వీడు ఈ హోటల్కే ఒక మచ్చ ఏ మచ్చ లేని వాడిని టికెట్ నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారయ్యా సరే తర్వాత మాట్లాడతాను కాజా అనంతయ్య రూమ్ బుక్ చేశాను welcome sir welcome to Amrit Vilas just minute boy రే సర్వం ఎక్కడ చచ్చాడో వెధవా మీరు పదండి సార్ పదండి ఆ బ్యాగులో ఇవ్వండి సార్ రండి సార్ రండి సార్ ఇదే మీ రూమ్ మా అనుచరులకు కాస్త మొహం కడిగిచ్చి టిఫిన్ పెట్టించు కడిగించా అలాగే సార్ అనుచరుల కోసం ప్రత్యేకంగా అన్అటాచ్డ్ బాత్రూమ్ బయట ఉంది నేను చూసుకుంటాను సార్ మీరు మీరు రండి సార్ రండి సార్ ఇదే బాత్రూమ్ కాటా పున్నయ్య పురించి పురించి రండి నారాయణరా ఇదే పన్నాయి సార్ వాడు మీ రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఆ కాటావాడి కంటే ముందే పార్టీ ఆఫీస్కి వెళ్ళి టికెట్ సంగతి తెలుసుకోవాలి ఎమ్మెల్యే సీటు మీద కన్నేయటమే కాకుండా నా బెడ్ కూడా ఆక్రమించామన్నమాట ఏటి ఈ బెడ్ నీదా ఏం మతికనిపోయిందేటి ఈ రూమ్ నేను నిన్నే బుక్స్ చేసుకుంటాను అంటే ఈ హోటల్ ప్రొపరేటర్ కూడా నీ అనుచరుడే అన్నమాట ఏ proprietor proprietor proprietor proprietor proprietor prop waiter ఛా వదలమా మీ బాసుని పిలో ఏంటి సార్ ఏమైంది నా రూమ్ లోకి ఎవరో అవుట్ సైడర్ వచ్చాడు కాదు సార్ వాడు ఈయన రూమ్ లోకి ఈయన అవుట్ పోసుకోవడానికి వచ్చాడు ఆయన రూమ్ బుక్ చేసుకున్నాక ఆయన ఏం చేసుకుంటే నీకెందుకు ఏంటి రూమ్ బుక్ చేసుకున్నాడా మరి నేనేం చేసుకున్నాను రిజర్వ్ చేసుకున్నారు మీకు రూమ్ ఎవరు ఇచ్చారు నేనే సార్ వాడు ఓహో అయ్యా అయ్యా అయ్యా అయ్యా ఆ అనంతయ్య బ్యాచ్ వాళ్ళు మనకంటే ముందు దిగిపోయారయ్యా నా రూమ్ లోనే తగలట్టాడయ్యా వీళ్ళందరూ ఎవరు సార్ వాడు <laughs> అది నిన్ను అడగాలి సార్ ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది ఒక్క నిమిషం ఎక్కడ జరిగిందో చూసుకోవయ్యా మాట్లాడుతున్నాడు నా రూమ్ లోకి వచ్చి నా బాధ sir sir sir sorry sir sorry single room double booking అయింది నాకు తిక్కరేగిందంటే one one or two pieces అవుతాడు ఇదిగో ఇది వెంటనే సాల్వ్ చేయకపోతే సింగిల్ బాంబ్ సెవరల్ పీసులు అయిపోతావా నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి మీరున్నారు సార్ నేను చెప్తాను వెళ్ళండి ఇది ఇదా నేను సాల్వ్ చేస్తున్నాను మీరు కూర్చోండి ఏదో చేసి వాళ్ళు నా మీద రాకుండా చూడరా బాబు సార్వాడు ఎవ్వరికీ ప్రాబ్లం లేకుండా సెట్ చేస్తేని ఇక మీరు వాళ్ళని కదిలించకండి మీరుదా నైట్ దాకా ఇక్కడే రెస్ట్ తీసుకోండి పురించిదా పుర్రె పగిలిపోతుందిరా అనుచరుల సంగతి ఏం చేసావు వాళ్ళదేముంది సార్ వాడు రాత్రికి సాపాడు అయ్యాక అరే భలే సెట్ చేసావురా వెరీ గుడ్ అప్పుడప్పుడు నీ బ్రెయిన్ పట్టాల మీద నడుస్తుంది <laughs> అబ్బా పొద్దున్న నుంచి బాగా అలసిపోయాను లాడ్జ్ రివోపెనింగ్ అనుచరుల ఫీడింగ్ ఒకటే పని ఒక పన్నెండు గంటలు గట్టిగా నిద్ర పీకాలి అబ్బా ఆయన ఈ సర్వంగాడు ఇద్దరిని ఒకే గదిలో ఎలా అడ్జస్ట్ చేశాడు అబ్బా సార్ మీకోసమే సార్ వాడు సాల్వ్ చేస్తానని నువ్వు చేసే అడ్జస్ట్మెంట్ ఇదా వాళ్ళిద్దరిని ఒక గదిలో ఉంచుతావు అనుకుంటే నన్ను నా బెడ్రూమ్ నుంచి బయటికి ఎంటేస్తావా ఎద్దవా నీ బ్రెయిన్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు పట్టాలి తప్పి నా మీదగా పోద్ది ఆ సిగ్నల్ ఏంట్రా గుడ్ నైట్ సార్ వాడు బ్యాడ్ పొజిషన్ రెండు బెడ్రూమ్లు పెట్టుకొని ఈ సోఫా మీద ఇరుక్కోవాల్సి వస్తుంది సార్వాడు సార్వాడు రాడు నేనే సార్వాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రా తీసుకోండి బెడ్ కా సారీ సోఫా కాఫీ అయ్యా ఇంత క్రితమే పార్టీ మీటింగ్ ఏందని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏం డిస్కషన్స్ జరిగినాయి సీనియర్ నాయకులనిద్దరిని అబ్జర్వర్స్గా నియమించారట టికెట్స్ కోసం ప్రయత్నించే క్యాండిడేట్స్ అందరి బయోగ్రఫీ బలాబలాలు నేరుగా వాళ్లే విచారిస్తారట అంటే ఏ క్షణంలోనైనా వాళ్ళు మనల్ని విజిట్ చేయొచ్చు అనమాట అయ్యా వచ్చేస్తున్నాం సార్ మేం చెప్పింది ఇడ్లీ మేం చెప్పింది దోశ ఎక్స్చేంజ్ ఏయ్ ఆ ఇంటికాకి ఇంటి మీద వాళ్ళతోనే బూడిద చేసేసా అట్లాంటిది ఆడ ముందు పెట్టిన ప్లేట్ నా ముందు పెడతావా ఏయ్ ఏంటిది కాకింగిలా ఆడు సెండాలపు సూప్ పడ్డ వస్తువు నేను టేస్ట్ చేయాలా రేయ్ ఆళ్ళ దోశలు ఆళ్ళ మొహాన్ని కొట్టండి రా ఇంకో నాలుగు ప్లేట్ ఇడ్లీ మనకు కూడా ఆర్డర్ నాలుగు బోండా ఇంకేమున్నాయి సార్ ఇంకా ఏమున్నాయి నాలుగు ప్లేట్లు చిన్న పిల్లల ఇడ్లీలు వడలతో కొట్టుకుంటారేట్రా ఏయ్ తీయండ్రా కత్తులు అయ్యా అన్నా అబ్జర్వర్స్ అబ్జర్వర్స్ ఏంటే ఏంటి కత్తులవ నేను ఆ? టిఫిన్ చేస్తున్నావు సార్ ఏ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారా ఈ రౌడీ వేషాలు గోండాగిరి పనిచేయు లోక్ సత్తా వెయ్యి కళ్ళతో చూస్తోంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ కి టికెట్లు ఇస్తే బహిరంగంగా కడిగేస్తుంది అబ్బేబే నాకు అలాంటి రికార్డ్స్ ఏం లేవు సార్ నాకు కూడా ఇదిగో అప్లికేషన్ తీసుకోండి దానికి తొందరే ఉంది తర్వాత తీసుకుంటాం ముందు మిమ్మల్ని ఇంకా అబ్జర్వ్ చేయాలి మళ్ళీ వస్తాం హలో ఒరే సర్వం చెప్పండి అంజి సార్ వాడు మనం రీఓపెన్ చేసిన లాడ్జ్ రూమ్ లో కస్టమర్స్ ఎవరైనా దిగారా ఒక్కరు కాదు ఇద్దరు దిగారు సార్ వాడు అలాగా వన్ బై టూ అన్నమాట అది కాదు బాగా చూసుకోండి అన్నట్టు హైదరాబాద్ అంతా తిప్పి చూపించారా Snow World NTR park IMAX theatre ఎక్కడ సార్ వాడు ఇక్కడ వీళ్ళు టికెట్లు దొరక టెన్షన్ పడుతుంటే ఆ టిక్కెట్లు దొరకలేదా నేను లేకపోతే అన్ని టెన్షన్లే గెస్ట్ని ఎంటర్టైన్ చేయడం మీకు బొత్తిగా రాదు నేను వచ్చాక చూసుకుంటానులే ఫోన్ పెట్టే సరే కాజా అనంతయ్య కాటా పున్నయ్య ఇద్దరు బలమైన వ్యక్తులే ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తారు పార్టీ మీద వాళ్ళకున్న విశ్వాసమే ఏ పార్టీతో తెలియట్లేదు అసలు పార్టీ ఫిరాయిస్తారన్న ఒక్క డౌటు లేకపోతే ఒకళ్ళకి ఎమ్మెల్యే ఇంకొకళ్ళకి ఎంపీ సిట్ ఇచ్చేయచ్చు కాజా అనంతయ్య గారు కాటా పున్నయ్య గారు కాజా అనంతయ్య గారికి కాటా పున్నయ్య గారికి టికెట్ ఇవ్వాలి కాజా అనంతయ్య గారికి టికెట్ ఇవ్వాలి కాటా పున్నయ్య గారికి టికెట్ ఇవ్వాలి ఏంటయ్యా ఇవి హోలీ ఇడ్లీ సాంబార్ అంటే పవిత్రమైందా కాదు సార్ ఇవాళ హోలీ అందరూ శుభ్రంగా టిఫిన్లు విసురుకోకుండా తినేసి రంగులు విసురుకోండి రంగులు విసురుకోవడం ఏంటి అవతల అబ్జర్వర్స్ వచ్చే టైం అయితే <laughs> అదే సార్ వాళ్ళకి మీరు సఖ్యంగా ఉన్నట్టు కనబడడానికి కలిసి హోలీ ఆడారు అనుకోండి కన్విన్స్ అయిపోతారు <laughs> <laughs> వెరీ గుడ్ ముందు నాయకులు తర్వాత అనుచరులు సర్వం నువ్వు ఆయన సంగతి చూసుకో నేను ఈయన సంగతి చూసుకుంటా హోలీ హోలీరో రంగ హోలీ జమకేళిర హోలీ హోలీ హోలీరో రంగ హోలీ జమకేళిర హోలీ హోలీ హోలీరో రంగ హోలీ జమకేళిర హోలీ హోలీ హోలీరో రంగ హోలీ జమకేళిర హోలీ హోలీ హోలీరో రంగ హోలీ జమకేళిర హోలీ ఏ ఓకే నాయకులు ఇద్దరు కలుసుకున్నందుకు అంతా ఒకసారి చెప్పట్లు కొట్టండి అనుమానించినట్టే అయ్యింది ఒక్కరోజు ఆగలేకపోయారా ఎవరిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఒకరికి ఎంపీ మరొకరు ఎమ్మెల్యే టికెట్ ఇద్దాం అనుకున్నాం <laughs> సార్ ఇదిగోండి అప్లికేషన్ ఫారం తీసుకోండి సార్ ఏమైంది సార్ మన పార్టీని గాలి కొదిలేసి ఒకరు పచ్చ పార్టీలో మరొకరు గులాబీ పార్టీలో చేరడానికి సిద్ధమవుతారా మేమా అసలు ఏం జరిగిందంటే ఇదంతా వీళ్ళు చేసిన పనేనండి బాబు దీనికి నాకు సంబంధం లేదండి బాబు ఒట్టండి సరే మీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం రేపు ఫ్రెష్ ఫోటోలతో ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోండి అలాగే పున్నయ్య గారు మీరు నాకు అన్నయ్య లాంటి వారు భలే వాడివే అనంతయ్య నువ్వు లేక నేను అంటయ్యా మాకి రంగులు పోయే మార్గం చెప్పండి అర్జెంటుగా కొత్త అప్లికేషన్కి మేము వెంటనే ఫోటో తీయించుకోవాలి లైట్ గా ఉన్నట్టుంది పున్నయ్య అన్నయ్య అవును ఏది అవును అనంతయ్య ఫోటోకు పర్లేదంటావా ఆ అప్లికేషన్స్ కి నడిచిపోతుంది కానీ వాల్ పోస్టర్లకి వినైల్ పోస్టర్లకి కొంచెం తెలిసిపోతుంది అనుకుంటాను పర్లేదు లేవయ్యా ఏంటి సార్ పర్వాలేదు ఆహా, పర్వాలేదు ఏంటి అంటున్నా రంగు. శుభమా అంటూ ఎలక్షన్ అప్లికేషన్ కోసం తీసుకుంటున్న ఫోటో ఇది ఏమైనా మామూలు ఫోటోనా పెళ్లి ఫోటో కన్నా ముఖ్యమైనది మచ్చు కింద మచ్చ కూడా ఉండకూడదంటే ఆ, పెద్ద తెలియదు అనుకుంటా లేవయ్యా ఏంటి సార్ మీరు పెద్ద కట్అవుట్ కింద బ్లోప్ చేస్తే మొత్తం రాష్ట్రం అంతా తెలిసిపోతుంది అమ్మో మనం ఆయిల్ పట్టిస్తే పోతున్నాం చాలా పాత టెక్నిక్ లే సార్ వాడు ఇన్స్టెంట్ మచ్చరి మోర్ ఏదైనా మార్కెట్లో దొరుకుతుందేమో చూడాలి మచ్చరి మోరా yes I heard this very much remover yeah stain remover Mysore remover సార్వాడు మీ మైసూర్ ఫ్రెండ్ ఓ అవునా ఇదిగోండి శుభ్రంగా మొహమాటం లేకుండా మొహాలకు పులుముకోండి నేను మళ్ళీ వచ్చేసరికి మీ మొహాలు తెల్లగా నిగనిగలాడుతుండాలంతే ఏంట్రా ఎలా వచ్చావు సర్వం రెండు కాఫీ తీసుకురా ఓకే సార్ వాడు మొన్న వచ్చిన పని అవ్వలేదా లేదురా చిన్న పొరపాటు జరిగింది ఏంటి మళ్ళీ ఇంక్ టెస్టింగ్కి తెచ్చాను అయ్యో క్వాలిటీ డిఫెక్టా కాదా label defect ink stain remover stain రిమోవర్కి ఇంక్ అని అంటిచ్చారు ఓహో ఓహో అంటే నువ్వు నాకు ఇచ్చిన స్టెయిన్ రిమూవరు అసలు ఇండిలిబుల్ ఇంక్ అంటే ఆ ఇంక్ని వాళ్ళు స్టెయిన్ రిమూవర్ అనుకుని అమ్మో ఏమయ్యా పూర్తిగా పోయిందా తెలియడం లేదు సార్ తెలియడం లేదా అది ఎవరు ఎవరో తెలియడం లేదు సార్ ఎవరు అమృతరావు చలవతో ఎలక్షన్ అయిన రెండు నెలల వరకు వాళ్ళ మొహాలు ఫోటోలు దిగడానికి పనిచేయలేదు అప్లికేషన్ పోయి సీట్ లేక ఇక్కడ కూర్చున్నారు ఎక్కడ్రా మీ ఓనరు నిజం చెప్పు ఎక్కడికి వెళ్ళాడు తెలీదు సార్ వాడు నిన్నటి నుంచి కనిపించట్లేదు తనే ఏదన్నా లాడ్జ్లో దిగాడేమో ఒక్కసారి కనపడమనరా తృప్తి తీరా నాలుగు తన్నులు తనిపోతాం ఊరు టికెట్ ఎలాగూ లేదు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు మీ టికెట్ల కోసమేగా ఇవిగోండి మీ టికెట్లు టిక్కెట్లా ఈ టికెట్ల కోసమేగా మీరు టెన్షన్ పడుతోంది ఐమాక్స్ థియేటర్ టికెట్లు రెండు సినిమా అపోలో థర్టీన్ బాగుంటుంది ఇంతకీ మీరెవరు ఈ హోటల్ ఆఫ్ పార్ట్నర్ని అయితే ఫుల్ కోట వీడికి ఇవ్వచ్చు <laughs> వసంత కాకిలా